అందరికీ నమస్కారం అండి welcome to my channel today's topic is ADHD attention deficit hyperactivity యాక్టివిటీ డిజార్డర్ ఈ ప్రాబ్లం గురించి కొంతమంది వినింటారు వినకపోయినా కూడా ఇప్పుడు చెప్తున్నాను వీడియోలో ప్రజెంట్లీ యుఎస్లో the main shortage of a drug known as Adderall is taking place pharmaceutical companies అంతా షార్టేజ్లో ఉంది ఈ యాడిరాల్ అనే డ్రగ్ అంటే ఏంటి ఏడిఎస్టీ అంటే ఏంటి దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళు మనుషులే కానీ వీళ్ళు నార్మల్గా మిగతా వాళ్ళలాగా సొసైటీలో బల్లా బతకాలో ఇవన్నీ I'm going to tell in this video stay tuned first of all attention deficit hyperactivity disorder attention అంటే ఏంటి if you want to sit to do a specific task such as you homework or something else which requires your focus ఈ ఏడిఎస్డి ఉన్న పిల్లల్లో చిల్డ్రన్ ఆర్ ఈవెన్ అడల్ట్స్ ఒకే ప్లేస్లో ఎక్కువసేపు కూర్చోలేరు they can't sit still they have trouble focusing they have trouble completing task such as homeworks and other household chores and they keep on forgetting important assignments or appointments they are often restless so these are some of the symptoms which ADHD presents ఈ ఏడిహెచ్డి అనేది ఎందుకు వస్తుందంటే బ్రెయిన్లో డోపమిన్ నోరెఫినఫ్రిన్ అండ్ సెరోటోనిన్ ఈ త్రీ కెమికల్స్ ఉంటాయి అండ్ ఆక్సిటోసిన్ సెరోటోనిన్ ఆక్సిటోసిన్ గురించి ఈ వీడియోలో మాట్లాడట్లేదు the main chemical in the brain for motivation is known as dopamine అని చెప్తున్నారు scientist so when there is a lack of dopamine you don't have the motivation to perform a certain task మీకు అంత మోటివేషన్ ఉండదు ఒక టాస్క్ చేయాలంటే జనరల్గా ఒక టాస్క్ తీసుకొని వెంట వెంటనే చేసేద్దాము like if you want do a certain work ఆ ఒక ఎనర్జీ అనేది ఉంటుంది కొంత కొన్ని ఇండివిజువల్స్లో కానీ ఏడిహెచ్డి ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక న్యూరోటిపికల్ ప్రాబ్లం ఇది వాళ్ళ ఫాల్ట్ కాదు the way they are born and way they brain is wired that way these people కొంచెం పుష్ కావాలి పుష్ అంటే తోయడము నువ్వు ఇంకా చేయగలవరా ఇఫ్ యూ నోటీస్ చాలామందికి నీకు you have so much of potential but you're not using it అని చెప్పిండో your parents of someone especially in India ఇది కొంతమందికి నిజం అవచ్చు కొంతమంది నిజం కాకపోవచ్చు ఈ డోపమిన్ అండ్ నారెఫినెఫ్రిన్ ఈ టూ కెమికల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి కొన్ని డ్రగ్స్ వాడతారు for the treatment of ADHD so ఈ స్టిమ్యులెన్స్ అన్ని యూస్ చేసి స్లోగా స్లోగా దాన్ని డెవలప్ చేసి two drugs were develop methylphenidate is a stimulant after that came Adderall and after that came Vyvanse and other soon drugs So what these drugs do is that they increase the uh, amount of chemicals in the brain such as dopamine and norepinephrine. So దానివల్ల చిల్డ్రన్ ఎక్కువసేపు ఒకే ప్లేస్లో కూర్చోవడము ఎక్కువ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఒకే ఒకే ప్లేస్లో కూర్చొని ఫోకస్ చేయడానికి యూస్ అవుతుందని చెప్తున్నారు కానీ ఈ పాండమిక్ టైంలో twenty twenty one and twenty twenty ఈ కోవిడ్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూసే పరిస్థితి లేదు చాలామంది తెలుసు especially for mental health so దానివల్ల చాలా స్టార్టప్స్ ఓపెన్ అయ్యాయి Cerebral and Mind so there are many websites to say in US దాంట్లో కీలకమైన సెరిబ్రల్ అనేది కానీ ఈ సెరిబ్రల్ అనే వెబ్సైట్ని క్లోజ్ చేశారు ఎందుకంటే there have been case of some people self medicating and dying by suicide from this drug so ఒక డాక్టర్ని కలిసకుండానే జస్ట్ ఒక వీడియో కన్సల్టేషన్ ద్వారా ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసి they were getting the drugs this drug known as Adderall more potential for for so that's that's why it is controlled substance by the DEA, Drug Enforcement so ప్రతి ఈ డ్రగ్ ఎక్కడక్క రీఫిల్ చేస్తున్నారు ఏ ఫార్మసీకి ఎంతకెలా అని చెప్పి మొత్తం ఈ ట్రాఫిక్ని అంతా డిఏ కంట్రోల్ చేస్తుంది కానీ ఇండియాలో this drug is banned and it is come it comes under psychotropic substances so ఇది ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చినా కూడా కస్టమ్స్లో they will seize the drug and arrest them arrest you many ఈ డ్రగ్ వచ్చి Adderall is not allowed in many countries they have been cases of passengers being arrested యూఎస్లో కొన్ని దొరికే కొన్ని ప్రాబ్లమ్స్కి వాడే డ్రగ్స్ వేరే కంట్రీస్కి తీసుకెళ్లే ముందు you have to be very careful so let's come back to the positives of ADHD ADHD అనేది it's not a mental disorder it's a behavioural problem అంటున్నారు ఎందుకంటే ఈ పేషెంట్స్కి వచ్చి దే ఆర్ వెరీ క్రియేటివ్ చాలామంది ముందు బతికిన వాళ్ళు పెయింటర్స్ మ్యూజిషియన్స్ చాలామంది they all had ADST even Albert Einstein had ADHD అని చెప్తున్నారు సో దిస్ క్రైసిస్ ఈ still going on and it has been rampant in the USA concerns with the drug use and also with the number of people కొంతమందికి ఆ ప్రాబ్లం లేకపోయినా తీసుకునే వాళ్ళు and they are taking their own life from this drug so ఇండియాలో కూడా ఈ రీసెర్చ్ ఎక్కువ జరగాలి ADHD is a genuine problem many people are suffering and దీ దీని ఈ ప్రాబ్లంకి ఒక కొన్ని టెస్ట్స్ ఉంటాయి సో దాన్ని బట్టి they evaluate but still there should be more diagnostic test for this ADHD problem to be even more concrete so I just wanted to talk about this in this video this truck crisis has been uh, more after the pandemic and uh, I think you learn something about ADHD so that's the video for today guys and see you all take care bye bye